అణువడుగున దేశంపైన ధర్మంపైన భక్తి పెద్దల పట్ల గౌరవం నిజాయితీ క్రమశిక్షణలతో ఎదిగే నైజం ఇవే ఆర్ఎస్ఎస్ భావజాలమని ఆ సంస్థ రాష్ట్ర ఘోష్ ప్రముఖ హనుమంత సత్యనారాయణ పేర్కొన్నారు మండపేట ఎంపీఎస్ స్కూల్ ఆవరణలో జరుగుతున్న పదిహేను రోజుల రాష్ట్ర స్థాయి ప్రాంత ఘోష్ వర్గ శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు మండపేట ఎంపీఎస్ స్కూల్ ఆవరణలో ఆర్ఎస్ఎస్ శిక్షణ తరగతులు ఆసక్తికరంగా సాగుతున్నాయి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు లయబద్ధమైన విన్యాసాలతో సంగీత వాయిద్యాలతో ఆకట్టుకునే ప్రదర్శన సాగించారు వీరికి పలువురు ప్రముఖులు శిక్షణ అందిస్తున్నారు ఈ సందర్భంగా గత యాభై తొమ్మిదేళ్లుగా ఆర్ఎస్ఎస్లో కొనసాగుతున్న కిలంబి శేషాచార్యులు మాట్లాడుతూ తన తండ్రి మూడవ ఏటనే ఆర్ఎస్ఎస్లో చేర్పించినట్లు పేర్కొన్నారు క్రమశిక్షణ నిజాయితీ బ్రతికే నైజం అణువణువున దేశభక్తి ఆర్ఎస్ఎస్ తనకు నేర్పాయన్నారు ఇందులో తర్ఫీదు పొందేవారు అధర్మం జోలికి ఎట్టి పరిస్థితిలో వెళ్లరన్నారు రాష్ట్ర ఘోష్ ప్రముఖ హనుమంత సత్యనారాయణ మాట్లాడుతూ భారతమాత జగద్గురుగా వెలుగొందాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని దేశంలోని ప్రతి ఒక్కరూ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ పాటుపడుతుందన్నారు ఇతర మత ప్రచారకులపై దాడులు మతతత్వ భావాలకు ఆర్ఎస్ఎస్ పూర్తి విరుద్ధమని బీబీసీ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు భారతీయ రాజ్యాంగానికి లోబడే ఆర్ఎస్ఎస్ దేశం కోసం ధర్మం కోసం పోరాటం సాగిస్తుందని మరో ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు అటువంటి విధానాలకు పాల్పడేవారు వేరేగా ఉంటారని అన్నారు వారితో ఆర్ఎస్ఎస్కు ఎటువంటి సంబంధం ఉండదన్నారు ఈ కార్యక్రమంలో వివి సావర్కర్ ముత్యాల చక్రవర్తి వల్లూరి విజయానంద పార్థసారథి ప్రాంత విభాగ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు Wir! ప్రాంత ఘోష్ వర్గ గత మూడు రోజులుగా మండపేటలో ఉండేటువంటి ఎంపీఎస్ స్కూల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వచ్చినటువంటి నూట యాభై మంది శిక్షార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షణలో భాగంగా ప్రతిరోజు ఉదయం నాలుగు నలభై ఐదు నుండి రాత్రి పది గంటల వరకు వివిధ సంగీత వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా శిక్షణతో పాటు శారీరకమైనటువంటి శిక్షణ అదేవిధంగా మానసికమైనటువంటి బౌద్ధిక శిక్షణ ఏదైతే ఉందో సంఘ సిద్ధాంతానికి సంబంధించినటువంటి కొన్ని సైద్ధాంతికమైనటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ సుమారు నూట యాభై మందికి రాష్ట్రంలోని అనేక మంది పెద్దలు వచ్చి వివరణ చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క గోష్ శిక్షణలో రాబోయే రోజుల్లో ఆర్ఎస్ఎస్ యొక్క స్థాపన జరిగి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అలాగే స్వాతంత్ర మహోత్సవాలు ఆజాదీక అమృత్ మహోత్సవం పేరుతోటి డెబ్బై ఐదు సంవత్సరాల యొక్క స్వతంత్ర భారతావనిలో యొక్క దేశభక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా ప్రతి యువతలో కూడా ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి యువతలో దేశభక్తిని పెంపొందించడం కోసం అని చెప్పేసి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ గత తొంభై ఏడు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది దానిలో భాగంగా ఇక్కడ పదిహేను రోజుల పాటు స్థానిక ఎంపీఎస్ స్కూల్లో ఈ యొక్క శిక్షణ ఏదైతే ఉందో పదిహేను రోజులు జరుగుద్ది అలాగే రేపు ముప్పై ఒకటవ తేదీన ద్రాక్షారామంలో శివుడి యొక్క సాన్నిధ్యంలో ఇక్కడ నేర్చుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో అదంతా కూడా స్థానికమైనటువంటి ద్రాక్షారామంలో ప్రదర్శన అలాగే నాలుగవ తేదీన మండపేటలో ఈ యొక్క సమారోహ సార్వజనికోత్సవం ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ యోజన చేయడం జరిగింది కాబట్టి సంఘం ఏదైతే అనుకుంటుందో హిందూ సంఘటన ద్వారా భారతదేశాన్ని జగద్గురువుగా మరలా నిలపాలి కాబట్టి మన భారతదేశం మరలా తిరిగి వైభవం సాధించాలి ప్రపంచంలో ఒక శక్తివంతమైనటువంటి దేశంగా మన భారతదేశం రూపొందించాలి శక్తివంతం అంటే ఏ ఆయుధము లేకుండా ఎవరి మీద మనం దాడి చేయలేదు ఏనాడు కూడా మనకు ఉండేటువంటి అన్నపూర్ణ రత్నగర్భ ఏదైతే పేరుందో విశ్వానికి అందరికీ కూడా శాంతిని సమకూర్చే విధంగా యువకుల్లో ఈ దేశంలో ఉండేటువంటి యువతలో పెద్దలు అందరిలో కూడా మార్పు రావాలి భారతదేశం అన్ని దేశాలకి ఒక తలమానికంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో సంఘం పనిచేస్తుంది దానికి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా అందరూ కూడా రాబోయే రోజుల్లో అందరూ కూడా కలిసి రావాలి రాబోయే రోజుల్లో సంఘాన్ని గ్రామ గ్రామానికి తీసుకువెళ్ళడానికి ఈ యొక్క గోష్ మాధ్యమంగా సంగీతం మాధ్యమంగా కూడా ఈ సమాజంలో సమాజాన్ని చైతన్యపరచడానికి ఈ యొక్క గోష్ ద్వారా మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము దానిలో భాగంగానే ఇక్కడ శిక్షణ అందరూ కూడా పొందుతున్నారు రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి అక్కడ మంచి ఇంకా మెరుగైనటువంటి వాళ్ళలాగే తయారైనటువంటి అనేక మంది యువతని వీళ్ళందరూ కూడా తయారు చేయడానికి ఇక్కడ శిక్షణ ఇస్తున్నాము కాబట్టి అందరూ కూడా రేపు జరగబోయేటువంటి సార్వజనికోత్సవంలో స్థానికంగా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఆహ్వానిస్తున్నాము నాలుగవ తేదీ సాయంత్రం జరుగుతుంది కాబట్టి అందరికీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అందరూ కూడా కలిసి రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై సార్ కొన్ని సంఘటనలు చూసుకుంటే కనుక అంటే కొందరిని బలవంత అంటే ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో వారి వారి సభ్యులు సంఘస్థులు కొన్ని కొన్ని సంఘటనలు బలవంతంగా అంటే చట్ట వ్యతిరేకంగా కొందరిపై అంటే పాస్టల్ని దాడి చేయడం కానీ లేకపోతే ఇంకొన్ని సంఘటనలు కొందరిపై దాడులు పాల్పడడం కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయండి ఇవి ఆర్ఎస్ఎస్ ఇవి ఆర్ఎస్ఎస్ వారు చేసినటువంటి రుజువులు ఉన్నాయి మీ దగ్గర ఒక్క నా ప్రశ్న నా ప్రశ్న పూర్తి మీరు ఇటువంటి సంఘటనలు పాల్పడిన సంఘటనలు మనం సోషల్ మీడియాలో చాలా చూస్తున్నామండి ఇవి ఆర్ఎస్ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు సమర్థించుకునే సమర్థించుకునేది ఏమైనా ఉందండి లేకపోతే ఇది వేరే వాళ్ళు చేస్తుందంటారా ఇటువంటి చర్య ఏదైతే ఉందో దీనికి ఎప్పుడు కూడా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఎప్పుడు కూడా మద్దతు ఇవ్వదు ఎటువంటి బౌద్ధికమైనటువంటి దాడులు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ తొంభై ఏడు సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా చేయలేదు ఎవరు చేసినప్పటికీ దీనికి వారిని తగిన విధంగా శిక్షించాలి అయితే ఈ యొక్క మతాంతరీకరణ పేరుతోటి మతాన్ని హిందూ ధర్మాన్ని నాశనం చేయడం అనేటువంటి పేరుతోటి హిందువుల మీద దాడి జరిగినట్లయితే ఎవరు కూడా దానికి ఎవరైతే ప్రతిఘటన చూపించారో వాళ్ళు ఆవేశ ఆవేశాలు కావచ్చు ఇంకొకటి కావచ్చు అట్లా ఏ విధంగా అయితే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ముందుగా ఎప్పుడు ఏ దేశం మీద కానివ్వండి ఎవరి మీద కానివ్వండి ఎక్కడ కూడా దాడి చేయలేదు కాబట్టి దీన్ని సోషల్ మీడియాలో రకరకాలుగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు ఒక సంఘం ఎప్పుడు కూడా ఎవరి మీద దాడి చేయడానికి ఎప్పుడు కూడా ఎక్కడ పిలుపునివ్వలేదు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఎవరు భౌతికంగా దాడి చేస్తున్నారు అనేది మనందరికీ కూడా తెలుసు కాబట్టి విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడా సంఘాన్ని ఈరోజు ఎక్కడ అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో దీన్ని ఆదరిస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని తట్టుకోలేక కొన్ని కుహన శక్తులు ఎవరైతే ఉన్నారో దీన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని మేము దాడులు ఏవైతే ఈ విధంగా జరుగుతున్నాయో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అంటే ఉదాహరణకు పార్కుల్లో పిల్లలు చెడు లాంటివి కూడా కూడా జరుగుతూ ఉంటాయండి దానికి మన ఆర్ఎస్ఎస్ సంబంధం లేదంటారు సార్ లేదండి తప్పకుండా లేదు మన మన పూర్వీకుల నుంచి మనకి భగవద్గీతలో ఘోష గురించి చెప్పారు ఇందులో మనం పనమ ఆనక గోముఖ అనే పదాలు మన భగవద్గీత నుంచే తీసుకున్నాం కాబట్టి ఇది ఓంకార నాదం ఈ సృష్టి అంతా కూడా అంతా నాదమయం కదా ఈ నాదాన్ని గురించి తీసుకొని ఈ నాదం ఉండడం వల్ల ఏంటంటే జనాలు ఒక రకమైన స్ఫూర్తి ఒక తెలియని క్రమశిక్షణ ఒక రకమైన జీవన విధానం ఇవి అలవాటు అవుతాయి అది దానివల్ల సంఘంలో ఘోష ప్రవేశపెట్టబడింది ఈ ఘోష ద్వారా కూడా రెండు ఉపయోగాలు ఉన్నాయి ఒకటి సంఘం చేస్తున్న ఈ మంచి పనికి పది మందిని ఆకర్షించే విధానం ఒకటి వాళ్ళని ఈ జీ ఈ జనజీవన స్రవంతిలో ఒక చక్కటి ఈ దేశభక్తితో వాళ్ళని మలచడం అలా విధంగా దేశం మొత్తం కూడా సంఘం వ్యాప్తి చెందడానికి ఇందులోకి వచ్చిన వాళ్ళ క్రమశిక్షణ సహజంగా రావడానికి ఉపయోగపడుతుంది ఘోష్ ఏమిటంటే హిందూ సంఘటన హిందూ సంఘటన అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఒక మతతత్వం అని హిందుత్వం అంటే అదొక మతం కాదు ఏ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ సంఘంలో ప్రచారకులుగా చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్లు కూడా ఉన్నారు మనం ఏ మతానికి వ్యతిరేకమైంది మాత్రం కాదు కా అదే ఒకటే ఒకటి ఈ ఈ దేశం నాది ఈ రాష్ట్రం అంటే హిందీలో రాష్ట్రం అంటారు దేశాన్ని కాబట్టి ఈ దేశం మట్టి నాది ఈ సంస్కృతి నాది అనే ఒక రకమైనటువంటి పరిపూర్ణమైన దేశభక్తి సహజంగా ఉండేటట్టు మనం వ్యక్తులు మలుస్తాం ఆ మలచడం వల్ల చాలా ఉపయోగాలు ఏంటంటాయంటే ఉదాహరణకి చిన్న చిన్న ఉపయోగాలు ఉదాహరణకి ఇవాళ దేశంలో లంచగుండితనం బాగా పెరిగింది ఒక స్వయంసేవకు ఉన్నాడు అనుకోండి ఆయన పొరపాటు కూడా లంచం తీసుకోడు అలాగే ప్రతి చోట కూడా క్రమశిక్షణ సహజంగా ఆలోచిస్తూ సహజంగా దేశం గురించి ఆలోచిస్తూ తన తన వంతు పని ఒక ఉద్యోగ ధర్మం ఉందనుకోండి దాన్ని పూర్తిగా ఏమంటే పూర్తి రుజుమార్గంలో చక్కగా నిర్వహిస్తాడు అంతేగాని దొంగెత్తులు వేయడం కానీ వేరే వేరే ఆపేక్షలు ఏమైనా ఉంటాయని కానీ అతను ఆలోచించడు అలాగే అతను ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా దాని గురించి ఆ ఉద్యోగంలోనే దేశాన్ని చూస్తాడు లేకపోతే విద్యార్థి అయితే తను చదివే పాటలో దేశాన్ని చూస్తాడు కాబట్టి ఇది సంఘం నేర్పుతున్నటువంటి తెలియకుండా నేర్పుతుందంటే ఒక విశేషం ఇది